ఇప్పుడు ఉపేనిక లైవ్ అప్డేట్స్ కోసం కౌంటింగ్ ఫలితాల కోసం ట్రెండ్ టుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మునుకోడు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలు రెండు వందల తొంభై ఎనిమిది ఉన్నాయి మొత్తం ఎన్ని రౌండ్లు లెక్కింపంటే పదిహేను రౌండ్లు ఉంటాయి కౌంటింగ్ కేంద్రాల్లో ఇరవై ఒకటి టేబుళ్ళు ఏర్పాటు చేశారు ఎవరికి వారే సపరేట్గా చేశారు మునుగోడులో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఆరు వందల ఎనభై ఆరు మునుగోడు ఉప ఎన్నికల తొలి ఫలితం ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది తొలుత ఓట్లు మండలం చౌటుప్పల్ మండలానికి సంబంధించి ఓట్లు ఎక్కిస్తారు తొలి ఫలితం వెల్లడే పోలింగ్ బూత్ కూడా చౌటుప్పల్ మండలం జైకేసారం తర్వాత సంస్థ నారాయణపురం మునుగోడు చాండూరు మరిగూడ నాంపల్లి గట్టుప్పల్ మండలాల ఓట్లు లెక్కిస్తారు చివరి రౌండ్ ఫలితం మధ్యాహ్నం ఒకటి గంటకు తెలుస్తుంది చివరి రౌండ్ ఫలితం వెల్లడయ్యే పోలింగ్ బూత్ నాంపల్లి మండలం మహమ్మదాపూర్ ఫలితాలు ఎనిమిది ఇరవైకి తొలి రౌండ్ కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది ఎనిమిది పదికి పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు చేయి ఎవరిదంటే తెలుస్తుంది ఎనిమిది గంటలకైతే పోస్టల్ బ్యాలెట్లు అయితే ఓట్లు లెక్కిస్తారు ఇది మునుగోడుకు సంబంధించి పూర్తి ఓటింగ్ ఓటర్ల కౌంటింగ్ ఓటింగ్ ఎలా పడింది కౌంటింగ్ ఫలితాల డీటెయిల్స్